మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా ఒక్క షరతును మాత్రమే ఉపయోగించడం కాకుండా ఆరంభంలో మొదలుపెట్టడం మరియు చివరలో పెంచడం వంటి వాటిని ఉపయోగించి బ్లాక్ ను పలుమార్లు చూపించడమే లూప్స్ యొక్క మూల సూత్రం కాబట్టి మీ వేరియబుల్స్ను ఎంత పెంచాలనుకుంటున్నారో అన్నిసార్లు మీ వేరియబుల్ లూప్స్గా నిర్ణయించబడుతుంది కాబట్టి వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది అయితే ఇది సులభం ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది మనం ఇప్పుడు ఫార్ అని వ్రాద్దాము కాబట్టి మీకు మీ కోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి ఇప్పటికి మీ పాఠం ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు నేను ఇక్కడ ఎకో అని వ్రాస్తాను మరియు నంబర్ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం ఇప్పుడు మనం నంబర్ ను ఎకో చేసాము ఇక్కడ మనం number is equal to 1 not is equal to 1 అని వ్రాద్దాం అందుకే మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేశాం తరువాత మన షరతు ఉదాహరణకు while number is less than or equal to 10 అప్పుడు మనకు పెంచిన విలువలు ఉన్నాయి కాబట్టి మనం నంబర్ డబల్ ప్లస్ మరియు లూప్ను చేసేద్దాం ఇప్పుడు ఫార్ మరియు మన variable number is equal to ఒకటి అని టైప్ చేద్దాం ఇప్పుడు మన షరతు while number is less than or equal to పది ను వ్రాస్తే లూప్ అలాగే సాగుతుంది తరువాత నంబర్ డబల్ ప్లస్ ను వ్రాద్దాం క్రింద గల నంబర్ డబల్ ప్లస్ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు దీన్ని ప్రకటించిన ప్రకటించనవసరం లేదు దీన్ని బ్రాకెట్ల లోపల ప్రకటించవచ్చు ఓకే లైన్ బ్రేక్ ను మరిచాను ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను రిఫ్రెష్ చేయండి మీకు వచ్చేసింది మీ లూప్ రెట్లు రెట్లయ్యింది నంబర్ పది లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడే లూప్ చేసేటట్టు దాన్ని నిర్దేశించాము తరువాత లూప్ బ్రేక్ అవుతుంది మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు ఇది కొంచెం కఠినమే అయినా మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాత ఇది చాలా సులభమనిపిస్తుంది వీక్షించినందుకు ధన్యవాదములు